DJ Sai Kiran in the mix. అయిన నీలాంటి దానికి కావాల్సింది నాలా ప్రేమించేవాళ్ళు కాదే నీలో నటించేవాళ్ళు సోపాటుగా తిట్టిన కన్ను కన్నీటితో తడిపావే నన్ను ఎంతో ప్రాణంగా ప్రేమిస్తే నిన్ను నా ఆశల్లో పోసావే మన్ను నీ వేలి 7 Eye Creations. Seven eye creations PUBG గేమ్లా ఆపోజిట్ వాడు వచ్చి సంపేసి వెళ్ళిపోతాడు ఎందుకంటే మనకి తెలియదు కాబట్టి నేను నీకు వచ్చాను నన్ను నమ్ముతున్నావు DJ Sai Kiran in the mix. నాకు పెళ్లి కుదిరింది boy DJ Sai Kiran in the mix. Seven Eye Creations. Seven Eye Creations. చివరికి వరకు చచ్చిపోతున్నా కూడా నీకోసం కొట్టుకుంటుంది